వెంకట్రావు కంగారు పడద్దు నేను మగాణ్ణి నేను ఇక్కడ ముగ్గులేయడానికి రాలేదు నీలాంటి గుమ్మలతో ముద్దులాడడానికి వచ్చాను ఏమంటావు సారీ మేడం ఏమి ఏమైనది అచ్చట నా ముగ్గు ఖరాబ్ అయింది నేను వేరే చోట వేసుకుందును కొంచెం నీళ్ళు ఇప్పించడు చేతులు కడుక్కుందును ఏమి ఎందులకు ఆ పక్కన ఉన్న పురుగమ్మాయి వల్ల నాకు వాంతులు వచ్చే ప్రమాదం ఉంది చూసారా చూసారా కుంటి చేస్తాను ప్లీజ్ నీవటి పక్క వేసుకోను నీవు నా గదికి రమ్ము నా రూమ్కి నడువుము రాను రాను మీ ఆడపిల్లలకు క్రమశిక్షణ కొరబడుచున్నది ఒక స్త్రీ వయ్యుండి ఇటువంటి చేష్టలు చేయుటకు నీకు సిగ్గుగా లేదు ఇదేమి ఏమి చేయుచున్నావు బాబోయ్ ఏమైంది మేడం నాకు దివ్య దర్శనము కలిగినది కళ్ళు బయర్లు కమ్ముచున్నవి నేను విశ్రాంతి తీసుకునేదను అవును దర్శనం కలిగితే విశ్రాంతి తీసుకోవాలి మీరు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వెళ్ళండి మెల్లిగా నడవండి దివ్య దర్శనం ఉంది కొంప తీసి మనోడు బండారం బయట వెళ్ళిపోలేదు కదా ఓరి దేవుడోయ్ ఏంటి అక్కడి నుంచి ఇక్కడ దాకా ముగ్గులేసుకుంటూ వచ్చావా లేదురా ఫ్రెష్ గా మళ్ళీ మొదలెట్టాను ఏ అక్కడ నాకు షాక్ తగిలిందిలే మార్గరెట్ కి షాక్ తగిలిందంటే నువ్వేమన్నా దివ్య దర్శనం ఇచ్చావేమో అనుకున్నాను నేను అమ్మయ్యా అక్కడ దివ్య దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ అది సరే గాని ఇందాక వాడి దగ్గరికి వెళ్ళి ముగ్గు చూసి వచ్చాను రా ముగ్గు మాట దేవుడు ఎరుగు వాడికి పిచ్చికి తగ్గించడం కూడా రాదు అందుకే పదివేలు ప్రైజ్ నీకే కప్పలా నోరు తెరవకుండా ముగ్గేయి నీవయ్యారు తగలయ్యా రే నే వెళ్ళి సిగరెట్ పిలుచుకుంటా వాట్ హ్యాపెన్ జడ్జి గారు మీరా మీరు వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నాడు పర్వాలేదు ఎండలో సమస్యలు ఈ ఆడకూతురు సంగతి చూడండి ముందు ఈమె హస్బెండ్ అమృతరావు అక్కడ వెయిట్ చేయొచ్చు తెలిచేది ah. నుండు అమృతరావా మీరు ఇక్కడేమి చేయించున్నారు మీకోసం అంతా వెతికి వస్తుంది అవతల మీ భార్య సమస్యలన్నది ah. మరేమీ పర్వాలేదు జడ్జి ఆమెకు సపర్యలు చేయించున్నారు జడ్జి ah. అంజని నా కులసతి నా పీసకి ఆర్కే బ్యానర్ ఎంబ్లం లాగా ఆ బెండింగ్ ఏంటి సార్ మీరా సడన్ గా డ్రెస్ చేంజ్ చేసి నన్ను కన్ఫ్యూజ్ మీరు అనుకోలేదు నేను అంటే సంజీవునికి విడాకులు ఇచ్చేసావు అనమాట సంజీవునికి నేను విడాకులు మరి ఇదేంటిది సంజీవుని మా ఇంట్లో ఉంది అంటే సంజీవునికి ద్రోహం చేస్తున్నాం అనమాట నేను ద్రోహం చేయడం సార్ మరి ఇవిడి మా కాలనీలో ఉన్న బాల వితంతు చిన్నప్పుడే ముగ్గుని పొట్టలో పెట్టుకుని ముగ్గేయడానికి హెల్ప్ కావాలని అడిగితే హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి వచ్చాను బాల వితంతువా అవును సార్ ఒంటరాడదనమాట నువ్వు పని చేయి అక్కడికి వెళ్ళి నా కాల్స్ రిసీవ్ చేసుకో వెళ్ళు కాల్స్ రిసీవ్ చేసుకోవాలి ఈ సెల కొన్నాక ఒక్క ఫోన్ రావడం కూడా నేను చూడలేదు నన్ను అవైట్ చేయడానికి అన్నది నేనున్నాను కదా ఇలాంటి ఇమాజినేషన్ లో వెళ్ళిపోయినట్టు నేను ఆ, ఛీ ఏం మగాళ్ళమ్మా వీడి పని ఇలా కాదు హలో మేడం నేను అమృతం బాస్ మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు ఒక్కసారి లైన్లో రా చెప్తాను ఈ madam sir phone sir madam phone మీతో అర్జెంట్గా ఏదో మాట్లాడాలంట హలో చిట్టి మేడం గారండి అయిపోతుంది ముగ్గులు కాంపిటీషన్ వచ్చేస్తున్నాను అమృతం అమ్మ బతికించేవరా అమృతం నువ్వు మాత్రం క్షణానికి ఒకసారి నన్ను చంపేస్తున్నావురా నువ్వు ముగ్గేయి పోటీకి విచ్చేసిన అందరికీ చాంగుబళ మహిళా మండలి తరఫున అభినందనలు ఇప్పుడు ఈ పోటీకి జడ్జి అయిన శ్రీ అంబుజనాభం గారు బహుమతి ప్రదానం చేసెదరు సార్ ప్లీజ్ ఇప్పుడు ఈ ముగ్గుల పోటీలో తన అసమాన ప్రతిభతో మనల్ని అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన శ్రీమతి తీగ అంజని గారిని మనస్ఫూర్తిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను thank you sir please control control ఎవరు సార్ జాగ్రత్తగా అది చూస్తారండి తప్పట్లు కొట్టండి కోఆపరేషన్ ఉండాలి కదా ఈ పోటీలోనే అందమైన ముగ్గు వేసిన శ్రీమతి తేగ అంజని గారికి ఈ కన్సలేషన్ ప్రైజ్ వెయ్యి రూపాయలు నా హృదయపూర్వకంగా అందజేస్తున్నాను కంగ్రాచులేషన్ బహుమత అంజలి గారు అటు అంజలి గారు ఇటు ఇలా నా పక్కకి రండి ఇప్పుడు విజేతను ప్రకటిస్తున్నాం వేసిన ముగ్గు అతి సాధారణంగా ఉండి శ్రీమతి తేగ అంజని గారు వేసిన ముగ్గుతో ఏమాత్రం సరితూగనప్పటికీ ఈ పోటీలో పాల్గొన్న ఏకైక మగవాడైన శ్రీ ముత్యాలరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఆయన ధైర్యాన్ని ఆయన స్పోర్టివ్నెస్ ని ఆయన స్ఫూర్తిని మెచ్చుకుని ఈ పదివేల రూపాయల బహుమతి ఆయనకు అందజేస్తున్నాను ఈ కాంపిటీషన్లో అద్భుతమైన ముగ్గు వేసిన శ్రీమతి తీగ అంజని గారు ఒక ఆడది కావటం ఈ కి సంబంధించినంత వరకు ఆవిడ దురదృష్టమే అని చెప్పాలి ఒక రకంగా అది నా అదృష్టం <gasps> అమృతం మగ్గంతులో ఉంది అమృతం మాసం బా